ఇదేంటి మావయ్య గారు పెళ్లికి కట్టంగా నేను అడిగింది ఏంటి మీరు తెచ్చింది ఏంటి అదేంటి అల్లుడు గారు మీరే కదా ఫోర్ వీలర్ కావాలన్నారు

ఏ ఆరు ముక్కలుగా కోస్తే నీకు అభ్యంతరం పెట్టి తినటానికి అయ్యో లేదండి నేను డైటింగ్ లో ఉన్నాను డాక్టర్ గారు నన్ను నాలుగు ముక్కలు తినమని చెప్పారు అవునా రావు మీరు హెల్మెట్ పెట్టుకుని దయ చేస్తారు కదా తలకి దెబ్బ ఎలా తగిలింది ఏం చెప్పమంటారండి నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందండి సరే మా ఆవిడ సర్ప్రైజ్ చేద్దాం కదండి సాయంత్రం ఇంటికెళ్ళి ఏమో రేపు నుంచి నువ్వు మేనేజర్ తో కాపురం చేయాలో అన్నాను అంతే కర్ర తీసుకొని వేసింది తల పగిలి కావ్య నేనంటే నీకెంత ప్రేమే నాకు ఒక చిన్న అనుమానం అలాగండి ఒకవేళ నేను సడన్ గా పోయాను అనుకో అబ్బా అలాంటి మాటలు అనకండి అది కాదే ఒకవేళ సడన్ గా పోయాను అనుకో అప్పుడు నీ జీవితం ఎలా గడుపుతావే ఏముందండి గాజువాకలో మా చెల్లి ఉంది కదా దాన్ని తీసుకొచ్చుకొని నా శాస్ జీవితం గడుపుతాను ఒకవేళ మీకన్నా ముందు నేనే పోతే మీ శాస్ జీవితం ఎలా గడుపుతారండి ఏముంది నేను కూడా నీ బాటలోనే నేను కూడా మీ చెల్లె తెచ్చుకుని అలా నా జీతం గడిపేస్తాను ఏమండి ఏమిటి కావ్య పని పిల్ల ఏ గదిలోకి వెళ్తే దాని వెనకాతలో వెళ్తున్నారు ఏమిటి సంగతి అబే అలాంటిది ఏం లేదే కొత్త పిల్ల కదా ఏదైనా వస్తువులు పట్టుకుపోతున్నావునని ఒక కంట కనిపెడుతున్నాను అంతే ఏమండి నేను విన్నది నిజమేనా ఏమిటది మీరు మీ ఆఫీస్ లో సెక్రటరీతో కలిసి సినిమాకి వెళ్ళారంట అవును వెళ్ళాను నీ మంచి కోసమే వెళ్ళాను ఏంటి మీరు మీ సెక్రటరీతో కలిసి సినిమా కలితే నాకు మంచి ఏంటా మంచి అబ్బే ఏమీ లేదే మా ఫ్రెండ్ ఉట్రాజ్ గారు కలిసాడు ఒరే సినిమా ఎలా ఉందిరా అన్నాను అబ్బే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదురా అన్నాడు అందుకే సెక్రటరీ అవునా